hi friends welcome to my channel కార్తీక పురాణము పదహారవ అధ్యాయము స్తంభము బ్రాహ్మణుడి కింద మారుట వశిష్ఠ మహాముని ఈ విధంగా చెప్పుచున్నారు ఓ మహారాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము ఈ మాసమందు స్నాన దాన వ్రతాదులు చేయుట అలాగే శాలిగ్రామ దానం చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్ననూ కూడా దానము చేయరో అట్టివారు నరక బాధలు పొందుతూ ఉంటారు ఈ నెల దినములో కూడా తాంబూల దానం చేయువారు చక్రవర్తిగా పుడతారు ఆ విధముగానే నెల రోజుల్లో ఏ ఒక్కరోజు కూడా విడవకుండా తులసి కోట వద్ద కానీ లేకపోతే భగవంతుని సన్నిధిలో కానీ దీపారాధన చేసిన సమస్త పాపంలో నశించుటియే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధిలో ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలం నుండి సంతానం లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానం ఉన్నవారు చేసినట్లయితే కనుక ఈ విధంగా సంతాన నష్టం జరగకుండా పుట్టిన బిడ్డలు చిరంజీవులే ఇందురు ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపం ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు కార్తీక మాసం అంతయు కూడా ఆకాశ దీపం ఉంచి నమస్కరించినటువంటి స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యంలో కలిగి వారి జీవితములు ఆనందదాయకముగా ఉండును ఆకాశ దీపం పెట్టివారు తాలి ధాన్యం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపము ఉంచవలెను దీపము పెట్టడానికి శక్తి ఉన్నా కూడా దీపం పెట్టని వారు లేకపోతే దీపం పెట్టేవారిని చూసి పరహాసం ఆడుతున్న వారు కూడా చుంచు జన్మ ఎత్తుతారు ఇందుకు ఒక కథ కలదు చెప్పేదను సావధానముగా వినుము ఋషుల్లో అగ్రగణ్యుడుగా పేరు పొందినటువంటి మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేయచూ ఉండెను కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేసుకుంటూ ఉండిరి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపము వెలిగించి కడు భక్తితోటి శ్రీహరిని పూజించి వెళుచూ ఉండేవారు ఒకనాడు ఆ మునుల్లో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు ఆకాశ దీపం ఉంచినట్లయితే కనుక వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపము పెట్టుదాము కావున మనం అందరము కూడా అడవికి వెళ్లి నిడుపాటి స్తంభమును ఒక దాన్ని తోడుకుని వద్దాము రమ్ము అని పలకగా అందరూ పరమానంద భరితులే అడవికి వెళ్లి చిలువలు పలువులు లేనటువంటి ఒక చెట్టును మొదలంట నరికి దాన్ని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై ధాన్యము నుంచి ఆవునేతితో నింపినటువంటి పాత్రను దానిపై పెట్టి అందులో ఒత్తివేసి దీపం వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేర్చి ఉండగా పెళపణమని శబ్దం వినిపించి అందరూ అటు చూడగా వారు పాతినటువంటి స్తంభము ముక్కలే పడి దీపము ఆరిపోయి చెల్లాచెదరై పడి ఉండెను ఆ దృశ్యం చూసి వారందరూ ఆశ్చర్యంతో అలాగే నిలబడిపోయిరి అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారు అందరూ కూడా అతన్ని చూసి ఓయి నీవు ఎవరవు నీవి స్తంభం నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి అంతా ఆ పురుషుడు వారందరికీ కూడా నమస్కరించి ఓ పుణ్యాత్ములారా నేను కిందటి జన్మయందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండడం చేత ధనమదాంధుడినే న్యాయ న్యాయ విచక్షణములు లేకుండా ప్రవర్తించుతుని దుర్బుద్ధులు రావడం వల్ల వేదములు చదవక శ్రీహరిని పూజించక దాన ధర్మములు చేయక మెలిగితిని నేను నా సపరివారంతో కూర్చుని ఉన్న సమయంన ఏ విప్రుడు వచ్చినా లేక నన్ను ఆశ్రయించినా సరే అతని చేత నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోమని చెప్పి నానా దుర్భాషలో ఆడి పంపుచూ ఉండేవాడను నేను ఉన్నతాసనంపై కూర్చుని అతిథులను నేలపై కూర్చుండమని చెప్పేవాడను స్త్రీలను పసిపిల్లలను కూడా హీనముగా చూస్తూ ఉండేవాడిని అందరూ నా చేష్టలకు భయపడేవారే కాని నన్ను ఎవరూ మందలించలేదు నేను చేయి పాపకార్యములకు హద్దు లేకుండా పోయిను దాన ధర్మంలో ఎట్లా ఉంటాయో కూడా నాకు తెలియవు ఇంత దుర్మార్గుడినై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకంలో అనుభవించి లక్ష జన్మలందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మం ఎత్తి కీకారణ్యంలో ఉండి కూడా నే చేసిన పాపములు పోగొట్టుకోలేకపోతుని ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగా ఉన్న నేను ఎత్తి జన్మాంతర జ్ఞానమును పొందితిని నా కర్మలన్నయ్య కూడా మీకు తెలియజేసి నన్ను మన్నింపుము అని వేడుకొనెను ఆ మాటలు ఆలకించినటువంటి మునులందరూ కూడా అమిత ఆశ్చర్యం పొంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదీనుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సత్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎడుట ముక్తిని పొందుచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆకాశ దీపమును ఉంచినటువంటి మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినది అని ఆ మునులందరూ కూడా అనుకుంటూ ఉండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి మునిపుంగవులారా నాకు ముక్తి కలుగు మార్గము గలదా ఈ జగమ్మున ఎల్లరకు ఎటుల కర్మబంధము కలుగును అది నశించుట ఎట్లు నా ఈ సందేహమును బాపుము అని చెప్పి ప్రార్థించెను అక్కడున్న మునీశ్వర్లందరూ కూడా అంగీరసునితోటి స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులుగాన వివరించుము అని కోరిరి అంతా అంగీరసుడు ఈ విధంగా చెప్పుచున్నాడు కార్తీక పురాణము పదహారవ అధ్యాయం సంపూర్ణము ఫలం కృష్ణార్పణమస్తు పరమేశ్వరార్పణమస్తు